అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు ఏం లేదండి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా అడ్డ దాంట్లో వేసేట నేను పోయానని కోడి శ్రీనివాస దుర్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే అప్పుడు